హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అందరూ చాలామంది చేసిర్రు ఈ వీడియో కానీ నాకు ఎవరిది కూడా అంతగా నచ్చలేదు ఎందుకంటే ఎవరిది డౌన్లోడ్ చేసినా కూడా అంత క్లియర్గా రావట్లేదు మొన్న ఒక అన్నది డౌన్లోడ్ చేసిన అది ఫైల్స్ అయితే డౌన్లోడ్ అయినాయి కానీ దేంట్లోకి కూడా పనికి రాలేవు అవి అందుకని నా సొంతగా నేను అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అన్ని పిఎన్జీ ఫైల్స్లోనే ఉంటాయి okay friends I've been getting out of bed these past few days. Think it's fair to be proud about it. I quit ordering from all those fast food chains. I'm feeling better, there's no doubt about it. all the lights. Spent an hour with my memories, and then I realized it's not all black and white. Like I was colorblind, but mentally, yeah. Now my days are brighter, just know. gente. <clears throat> Okay friends ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో నేను ఆ ఫోటోషాప్ నేను ఎందుకు తీసుకున్నానంటే అన్నీ ఈజీగా కట్ చేయొచ్చు ఏదైనా సరే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ ప్లస్ మళ్ళీ ఈజీగా అయిపోతుంది అది ఇప్పుడు మొబైల్లో పికాట్ కానీ ఇంకా వేరే వేరే యాప్స్ ఉన్నాయి కదా అందులో దేంట్లోనైనా చేయొచ్చు నేను కానీ చేయకపోవడానికి కారణం ఈజీగా కాదు సిస్టంలో అయితే ఈజీగా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా మీకు ఈజీగా ఉండేటట్టు దేనిది దానికి సపరేట్ సపరేట్గా పెట్టేసిన అన్ని పిఎన్జి ఫైల్స్ ఉంటాయి మీరు ఏం లేదు ఓ పికాట్ ఓపెన్ చేసి అందులో సింపుల్గా యాడ్ చేస్తుంటే అన్నీ ఈజీగా అయిపోతాయి తర్వాత ఎట్లాగో మీకు తెలుసు కదా పిఎన్జీలో సేవ్ చేసుకోవడం అవన్నీ ఈజీ మెథడ్ మీకు తెలుసు కదా ఆల్రెడీ ఏం లేదు కైన్ మాస్టర్ ఓపెన్ చేసి అందులో అన్నీ ఇట్లా పార్ట్ ఇట్లా పెట్టేస్తే ఈజీగా సెట్ అయిపోతుంది తర్వాత ఎక్స్పోర్ట్ చేసి మీ వీడియో మీకు రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి